నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తెలంగాణలో ఫలించిన భగీరథ ప్రయత్నం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన కేసీఆర్ త్వరలోనే పొలాలకు గోదావరి జలాలు కాళేశ్వరం ప్రారంభోత్సవానికి హాజరైన మహారాష్ట ఏపీ ముఖ్యమంత్రులు తెలంగాణలో మిన్నంటిన రైతుల సంబురాలు భాజపాలో రాజ్యసభాపక్షం విలీనం చెల్లదన్న తెలుగుదేశం ఈసీ పరిధిలోని అంశమని ఉపరాష్ట్రపతికి లేఖ రాసిన ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ ఒకటి నుంచి రేషన్లో సన్నబియ్యం పంపిణీ సరుకుల్లో కల్తీని నివారిస్తామన్న మంత్రి కొడాలి నాని తెలంగాణలో జులై ఒకటి నుంచి గ్రూప్ టూ ఇంటర్వ్యూలు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఎంపికైన రెండు వేల ముప్పై ఆరు మంది అభ్యర్థుల జాబితా తెలుగు నేలను తాకిన నైరుతి రుతుపవనాలు ఉభయ రాష్ట్రాల్లో పలు చోట్ల విస్తారంగా వానలు రెండు వారాలు కొనసాగనున్న వర్షాలు మరోసారి పార్లమెంటు ముందుకు ముమ్మారు తలాక్ బిల్లు ప్రతిపక్షాల అభ్యంతరాల మధ్య లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం పేదరికాన్ని జయించేందుకు యోగా మంచి మార్గమన్న ప్రధాని అంతా పాటించాలని ఐదో అంతర్జాతీయ దినోత్సవంలో పిలుపు తెలంగాణ చరిత్రలో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది లక్షలాది రైతుల కళ సాకారం చేస్తూ ప్రాజెక్టుల నిర్మాణంలో కొత్త చరిత్రను లిఖిస్తూ అత్యంత వేగంగా నిర్మితమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదారమ్మ పరవళ్లు తొక్కింది తెలంగాణలో సుమారు నలభై లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమక్షంలో మేడిగడ్డ బ్యారేజ్ కన్నేపల్లి పంప్ హౌజ్లను ప్రారంభించారు బీడు భూములకు గోదావరి జలాలు మళ్లించే భగీరథ ప్రయత్నం సాకారమైన వేళ తెలంగాణ రైతులు పులకించారు వాడవాడలా సంబురాలు చేసుకున్నారు తెలంగాణ రైతుల సాగునీటి వెతలను తొలగించే దిశగా మహాసంకల్పం సిద్ధించింది నెర్రెలు విచ్చిన నేలను సస్యశ్యామలం చేసేందుకు గోదారమ్మ పరుగులు పెట్టింది తెలంగాణకు జీవధారలు అందించే కాళేశ్వరం ప్రాజెక్టు సాకారమైంది తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేశారు తెలంగాణ జీవన ప్రాణాధార కదలి వచ్చినది కాళేశ్వర జలధార ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి మేడిగడ్డకు ప్రత్యేక హెలికాప్టర్లు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు మొదట జల సంకల్ప యాగం నిర్వహించారు మేడిగడ్డ బ్యారేజీ వద్ద శృంగేరి పీఠం వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ యాగంలో గవర్నర్ నరసింహన్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనగా గోదావరి మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు పూర్ణాహుతితో యాగాన్ని పరిసమాప్తం చేశారు सोमेन यजसे పశవో మాద్యంతాం అనంతరం మేడిగడ్డ బ్యారేజీ వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్విచ్ ఆన్ చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించగా ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు కదలి వచ్చినది కాళేశ్వర జలధార కదలి వచ్చినది కాళేశ్వర జలధార తెలంగాణ జీవన ప్రాణాధార కదలి వచ్చినది కాళేశ్వర జలధారా బ్యారేజీకి అనుబంధంగా నిర్మించిన వంతెనపై నుంచి అతిథులంతా కలిసి మహారాష్ట్ర సరిహద్దుల వరకు వెళ్లి పరిశీలించారు బ్యారేజీ లోపల నీటిని నిల్వ ఉంచే ప్రాంతాన్ని కూడా పరిశీలించారు ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టత తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు నీరు అందించే తీరును అతిథులకు కేసీఆర్ వివరించారు వరదాయిని అయి ప్రసాదించు నవ జీవన సౌభాగ్యం అక్కడి నుంచి నేతలంతా కన్నేపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకోగా గవర్నర్ పంప్ హౌస్ ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు కేసీఆర్ ఆరవ పంపును ప్రారంభించి గోదావరి జలాలను డెలివరీ కెనాల్ కు విడుదల చేశారు బీడుబారిన పొలాలను సస్యశ్యామలం చేసేందుకు పరుగులు పెట్టిన గోదావరి జలాలను వీక్షించిన అతిథులు ఆనందంతో పూల జల్లు కురిపించారు కదలి వచ్చినది కాళేశ్వర జలధార తెలంగాణ జీవన ప్రాణాధార కదలి వచ్చినది కాళేశ్వర జలధార అనంతరం అతిథులైన గవర్నర్ ముఖ్యమంత్రులను సన్మానించిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించిన బ్యాంకర్లను కూడా ఘనంగా సత్కరించారు మరోవైపు అన్నారం బ్యారేజీని తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి పంప్ హౌస్ ను హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు సుందిళ్ల బ్యారేజీ పంప్ హౌస్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్ మేడారం పంప్ హౌస్ ను మంత్రి మల్లారెడ్డి లక్ష్మీపూర్ పంప్ హౌస్ ను మరో మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల వద్ద తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గోదావరికి పూజలు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు దసరా నాటికి గోదావరి జలాలను తెచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఆచార్య జయశంకర్ వర్ధంతి రోజే కాళేశ్వరాన్ని ప్రారంభించడం ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు కాళేశ్వరం నిర్మాణంలో తన వంతు కృషి చేసినందుకు సంతోషంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు సిద్దిపేట జిల్లా చందులాపూర్ సమీపంలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద సంబరాల్లో పాల్గొన్న ఆయన కేసీఆర్ పట్టుదలతో మూడేళ్లలోనే ప్రాజెక్టు పూర్తయిందని తెలిపారు ప్రాజెక్టు ప్రారంభాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఢిల్లీలోని తెలంగాణ భవనాల్లో పూజలు నిర్వహించారు వేగంతో కాలంతో పోటీ పడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మూడేళ్లలోనే పూర్తి చేసిన ఘనత మన నాయకుడు అపర భగీరథుడు కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలనే ఒక పట్టుదలతో ఈ రోజు గోదావరి నది మీద అటు కృష్ణా నది మీద అద్భుతమైన ప్రాజెక్టు మానవ ఇతిహాసంలో భారతదేశంలో ఎవరు ఏనాడు ఆలోచించని విధంగా అద్భుతమైన ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటా ఉన్నాం ముఖ్యమంత్రి పట్టుబట్టి రాత్రి కష్టపడి రాత్రి పనిచేయడం వల్ల మూడు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోగలిగింది ఇది నిజంగా ఒక చరిత్ర దేశానికి ఒక మోడల్ భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం రాజ్యసభ పక్షం విలీనం చెలదంటూ తెలుగుదేశం ఎంపీలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ సమర్పించారు తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు కమలం పార్టీలో చేరడం ఫిరాయింపుల చట్టం కిందకే వస్తుందని వారు ఉపరాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు ఇలా ఫిరాయింపునకు పాల్పడిన నలుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని కోరారు రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం పార్టీల విలీనానికే అవకాశం ఉందని విలీన ప్రక్రియ ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశమని వివరించారు విలీన ప్రక్రియపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ చైర్మన్ తెలిపారన్న తెలుగుదేశం ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ ఇలాంటి విషయాల్లో ఆయన ఖచ్చితంగా ఉంటారని తెలిపారు Telugu Desam Rajya Sabha parliamentary party meeting జరిగినట్టు ఆ మీటింగ్ లో విలీనం కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా వాళ్ళు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ గాని రాజ్యసభకు సంబంధించిన పార్టీ మీటింగ్ గాని జరగలేదు ఎటువంటి మీటింగ్ జరగకుండా అలాంటి రెజల్యూషన్ పాస్ చేసినటువంటి విషయం చైర్మన్ గారి దృష్టికి తీసుకువెళ్లాం డిస్క్వాలిఫికేషన్ లో విలీనమా కాదా అనేటువంటి విషయం నిర్ణయించే అధికారం చైర్మన్ గాని స్పీకర్ గాని లేదు మన రాజ్యసభ చైర్మన్ గారు ఇలాంటి విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తారు ఆయన కూడా న్యాయపరమైనటువంటి అంశాలన్నీ పరిశీలించి ఆ ప్రకారము ప్రొసీజర్ ప్రకారము చర్యలు తీసుకుంటామని చెప్పారు చైర్మన్ గారి ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం మరోవైపు తాజా రాజకీయ పరిణామాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు అమరావతిలోని తన నివాసంలో సమావేశమైన నేతలతోనూ విదేశాల నుంచే మాట్లాడిన ఆయన ఢిల్లీ కాకినాడ పరిణామాలను విశ్లేషించారు నలుగురు ఎంపీలు పార్టీ మారడాన్ని ఎవరూ హర్షించరని సమావేశం తర్వాత అభిప్రాయపడిన నేతలు కాపు నాయకుల భేటీ పార్టీ బలోపేతం కోసం మాత్రమే నిర్వహించినట్లు తెలిపారు తెలుగుదేశం పార్టీని బలహీనపరచడానికే ఎమ్మెల్యేలు వెళుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని నేతలు మండిపడ్డారు ఎనభై తొమ్మిదిలో ఓటమి కానీ రెండు వేల నాలుగులో ఓటమి కానీ రెండు వేల తొమ్మిదిలో ఓటం కానీ ఈ పార్టీకి ఎలాంటి నష్టం జరగలేదనేది ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను నలభై శాతం ప్రజలు మా వెనకమ్మలో ఉన్నారు యాభై లక్షల మంది కార్యకర్తలు ఒక కంచుకోటగా నిర్మించుకున్న పార్టీ ఈ నలుగురితోనే తెలుగుదేశం పార్టీ గల్లంత అయిపోయిందనో తీవ్రమైన నష్టం జరిగిద్దనో నేను అనుకోట్లా ఎందుకంటే ఈ నలుగురు విశ్వాసఘాతకులు అంటే వేరే పేరు లేదని చెప్పి నేను భావిస్తాను చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకులనే ఒక ముద్ర వేసి తెరపైకి తీసుకొచ్చారు వాళ్ళని ఆ విషయాన్ని కూడా విస్మరించి తెలుగుదేశం పార్టీలో ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీని తమ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకొని తమ వ్యాపార అభివృద్ధి కోసం ఉపయోగించుకొని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో దేశంలో లేని రోజు చూసుకొని పార్టీ మార్గం ఐ డోంట్ థింక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారో నేను ఆశ్చర్యపోతున్నా ఉండవల్లిలోని చంద్రబాబు నివాస ప్రాంగణంలో ఉన్న ప్రజావేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఈ నెల ఇరవై నాలుగున నిర్వహించాల్సిన కలెక్టర్ల సదస్సును సచివాలయం నుంచి ప్రజావేదికకు మారుస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ప్రజావేదికని ప్రతిపక్ష నేతగా తాను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ కు చంద్రబాబు లేఖ రాయిగా ప్రభుత్వం ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదు సీఆర్డీఏ అధికారులు ఇవాళ వెళ్లి చంద్రబాబు నివాస ప్రాంగణంలో ఉన్న ప్రజా వేదికను తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఆ తర్వాత కలెక్టర్ల సదస్సు ప్రజా వేదికలోనే జరుగుతుందని అధికారిక ప్రకటన జారీ చేశారు అయితే ప్రజా వేదికను స్వాధీనం చేసుకున్న తీరుపై తెలుగుదేశం అభ్యంతరం వ్యక్తం చేసింది గవర్నమెంట్ ప్రిమిసెస్ అనేది హోదా ఇచ్చినప్పుడు ఆ హోదా పోయిన తర్వాత ఆ ప్రిమిసెస్ వెకేట్ చేసే వరకు ఆ ఫార్మల్ అన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఇవాళ ఎంపీ క్వార్టర్స్ ఖాళీ చేయమని ఎందుకు ఇస్తున్నారు నోటీసు ఆ స్టేటస్ పోయినప్పుడు వాళ్ళు ఖాళీ చేయటం కావాల్సిన లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని ప్రభుత్వం చేయాల్సిందే మనం అడిగేంత కాలం అయింది నెల పైన అయింది మరి నెలలోపు ప్రభుత్వానికి అంత తీరిక లేకుండా ఉందా లేదు మేము మా పాలసీ మ్యాటర్ మీరు ఖాళీ చేసిపోండి అంటే ఖాళీ చేసిపోతాం కదా రేషన్ దుకాణాల ద్వారా సెప్టెంబర్ ఒకటి నుంచి పేదలకు నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు పౌర సరఫరాల శాఖలో విప్లవాత్మక మార్పులు చేపడుతున్నామన్న ఆయన సరుకుల్లో కల్తీ నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు సచివాలయంలో కొడాలి నాని కురసాల కన్నబాబు శ్రీరంగనాథ రాజులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై పౌర సరఫరాల శాఖలో మార్పులపై చర్చించింది సన్నబియ్యం పంపిణీ కల్తీ నివారణ అవసరమైన నిధుల అంశాలపై చర్చించిన ఉపసంఘం బియ్యం సేకరణ సరఫరాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేసింది అయినటువంటి మార్పులు తీసుకొచ్చి రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి నాణ్యమైనటువంటి తినడానికి పనికొచ్చేటువంటి బియ్యాన్ని ప్యాకింగ్ చేసి ఎటువంటి కల్తీ లేకుండా ప్రజలకు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు సమావేశం జరిగింది మళ్ళీ కొత్త ధాన్యం మాకు వచ్చేటప్పటికి ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరం ఉంటుంది దాన్ని ఎలా సేకరించాలి ఎవరెవరి దగ్గర ఎంత ఎంత క్వాంటిటీ ఉందని చెప్పి దాని మీద ఎంక్వైరీ చేశాం ప్రాథమికంగా ఒక వెయ్యి కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెరుగుతుందని చెప్పి అనుకున్నాం ప్రతిపక్షాల అభ్యంతరాల మధ్య ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్రం మరోసారి లోక్సభలో ప్రవేశపెట్టింది ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సిద్దమైన వెంటనే కాంగ్రెస్ సభ్యుడు శశి థరూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ బిల్లుపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని ఆయన అన్నారు బిల్లు ప్రవేశపెట్టక ముందే అభ్యంతరాలు లేవనెత్తడం సరికాదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఇతర మంత్రులు విపక్షానికి సూచించారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు బిల్లు పెట్టిన తర్వాత అభ్యంతరాలకు సమాధానమిస్తానని రవిశంకర్ ప్రసాద్ చెప్పడంతో విపక్ష సభ్యులు శాంతించారు అనంతరం మంత్రి ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టగా బిల్లులోని అంశాలపై విపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు అయితే విపక్ష సభ్యుల అభ్యంతరాలను న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తోసిపుచ్చారు తాము మహిళలకు న్యాయం చేసేందుకే బిల్లును మరోసారి తెచ్చామన్నారు ये सवाल न सियासत का है न इबादत का है न पूजा का है न धर्म का है न प्रार्थना का है ये सवाल है नारी न्याय नारी गरिमा नारी इंसाफ తెలుగు రాష్ట్రాలను ఎట్టకేలకు తొలకరి పలకరించింది రెండు మూడు జిల్లాలు మినహా అన్ని ప్రాంతాలను రుతుపవనాలు తాకాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఇప్పటికే పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతుండగా వచ్చే రెండు మూడు వారాలు విస్తారంగా వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎట్టకేలకు ఉపశమనం కలిగిస్తూ తొలకరి జల్లులు పలకరించాయి నైరుతి రుతుపవనాలు రెండు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది తెలంగాణలో నిజామాబాద్ ఆదిలాబాద్ జగిత్యాల జిల్లాలు మినహా అన్ని ప్రాంతాల్లో విస్తరించాయని అధికారులు తెలిపారు నైరుతి రుతుపవనాలు ఆలస్యం వల్ల వర్షపాతం తగ్గే అవకాశం లేదన్న అధికారులు ఒక్క జూన్ నెలలో మాత్రమే లోటు వర్షపాతం ఉంటుందన్నారు రాబోయే రెండు వారాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు ఈ ఏడాది సుమారు తొంభై ఏడు ఏడు శాతం వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు ఉపరితల ఆవర్తన ప్రభావంతో రుతుపవనాలు వేగంగా కదులుతున్నట్లు వివరించారు వర్షపాతము ఈ సీజన్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు చూసినట్టయితే సాధారణంగానే ఉంటుందనేది భావిస్తున్నాము తొంభై ఏడు శాతం అంటే మనకి తెలంగాణలో ఏడు వందల యాభై ఐదు మిల్లీమీటర్లు అలాగే ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వందల ముప్పై ఒక్క మిల్లీమీటర్ల వర్షపాతము పడే అవకాశం ఉంది ఇరవై ఎనిమిదో ఏడో తారీఖు వరకు వీక్ వన్ అంటాము ఈ వీక్ వన్లో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం వచ్చే అవకాశం ఉంది ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి నాలుగో తారీఖు జూలై వరకు చూసినట్లయితే కూడా రాయలసీమలో మాత్రమే సాధారణ వర్షపాతం వచ్చే అవకాశం ఉంది కానీ తెలంగాణలో కోస్తాంధ్రప్రదేశ్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు పడే వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయి రైతులకి చాలా అనుకూలంగా ఉంటాయి వ్యవసాయదారులు విత్తనాలు వేయడానికి ముందుకు వెళ్ళవచ్చు రుతుపవనాల ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి Hyderabad Pathabasthi Gachibowli Banjara Hills Jubilee Hills Secunderabad Bowenpally కూకట్పల్లిలో వర్షం కురిసింది నాగోల్ ఎల్బీనగర్ హయత్నగర్ నగర్ ప్రాంతాల్లో వాన జల్లులు పడగా పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి తెలంగాణ జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి జలులకు ఆదిలాబాద్ పట్టణం తడిసి ముద్దయింది ఏపీలో ఉత్తరాంధ్ర గుంటూరు రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి రేపటి నుంచి చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు తెలంగాణలో గ్రూప్ టూ ఉద్యోగ నియామక ప్రక్రియలో మళ్లీ కదలిక వచ్చింది జులై ఒకటి నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ షెడ్యూల్ ఖరారు చేసింది ఒక్కో ఉద్యోగానికి ఇద్దరు చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయగా ఒకటో తేదీ నుంచి టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ముఖాముఖి నిర్వహించనున్నారు అభ్యర్థుల జాబితా ఇంటర్వ్యూల షెడ్యూల్ వెబ్సైట్లో చూడాలని కమిషన్ పేర్కొంది వివిధ శాఖల్లో వెయ్యి గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీ కోసం రెండు వేల పదహారులో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయగా సుమారు ఐదు లక్షల మంది పరీక్ష రాశారు ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి ధ్రువపత్రాల పరిశీలన చేశారు అయితే కొందరు సమాధాన పత్రాల్లో రెండుసార్లు బబ్లింగ్ చేశారనే వివాదం కోర్టులకు చేరి ప్రక్రియ నిలిచిపోయింది నియామకాలు కొనసాగించాలని ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో టీఎస్పీఎస్సీ మళ్లీ ప్రక్రియ చేపట్టింది ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున రెండు మంది అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేసింది ఈ ప్రక్రియ సుమారు రెండు నెలలు కొనసాగనుండగా సెప్టెంబర్లో తుది ఫలితాలు ప్రకటించాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది యోగాను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా పేదరికం నుంచి బయటపడవచ్చని ప్రధాని మోదీ సూచించారు పేదలు ఆదివాసీలు జీవితంలో యోగాను భాగంగా చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేశారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాంచీలోని ప్రభాత మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ఈ ఏడాది యోగా దినోత్సవం సందర్భంగా గుండె సంబంధిత ఆరోగ్యంపై దృష్టి పెట్టనున్నట్లు ప్రకటించారు రెండు వేల పదిహేను నుంచి ఏటా జూన్ ఇరవై ఒకటిన ప్రపంచ దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తుండగా ఐదో అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన కార్యక్రమాన్ని కేంద్రం జార్ఖండ్ రాజధాని రాంచీలో ఘనంగా నిర్వహించింది రాంచీలోని ప్రభాత్ తారా మైదానంలో జార్ఖండ్ సర్కారు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు నలభై వేల మంది ఔత్సాహికులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ యోగాసనాలు వేశారు జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ కేంద్ర మంత్రి యశోనాయక్ కూడా యోగాసనాలు వేశారు అంతకుముందు యోగా ప్రయోజనాలను వివరించిన ప్రధాని మోదీ యోగాను ప్రజల జీవితంలో భాగం చేసేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు యోగా పురాతనం ఆధునికమన్న ప్రధాని యోగాకు ఆధునికతను జోడించి వైద్యం ఫిజియోథెరపీ కృత్రిమ మేధస్సు రంగాలకు కూడా విస్తరించాల్సి ఉందన్నారు ఈ ఏడాది యోగా ఫర్ హార్ట్ ను థీమ్ గా ఎంచుకున్నట్లు ప్రకటించారు యోగాను గ్రామాలకు కూడా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు मुझे योग को गरीब और आदिवासी के जीवन का भी अभिन्न हिस्सा बनाना है क्योंकि ये गरीब ही है जो बीमारी की वजह से सबसे ज्यादा कष्ट पाता है ये बीमारी है जो गरीब को और गरीब बना देती है ऐसे समय में जब देश में गरीबी कम होने की रफ्तार बढ़ी है योग उन लोगों के भी एक बड़ा माध्यम है जो गरीबी से बाहर निकल रहे हैं आज के बदलते हुए समय में इलनेस से बचाव के साथ साथ वेलनेस पर हमारा अधिक फोकस होना जरूरी है यही शक्ति हमें योग से मिलती है योग आयु रंग जाति संप्रदाय मत अमीरी गरीबी प्रांत इन सब से परे है योग सबका है और सब योग के हैं ఆసనాలు పూర్తయిన తర్వాత కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ తిరుగు పయనమయ్యారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు యోగాను పాఠశాల స్థాయిలోనే పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భాజపా ఎంపీ మీనాక్షి లేఖి వేలాది మంది ప్రజలు రాజ్పథ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు లోక్సభ సభాపతి Om Birla parliament house complex ఆవరణలో సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు భాజపా ప్రధాన కార్యాలయం ఎదుట దీన్ దయాల్ మార్గ్లో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ నేతలతో కలిసి ఆసనాలు వేశారు ఢిల్లీ వ్యాప్తంగా మూడు వందల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు జరగ్గా భారీగా నిర్వహించిన నలభై చోట్ల కేంద్ర మంత్రులు భాజపా సీనియర్లు పాల్గొన్నారు హర్యానాలోని లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ ఆసనాలు వేశారు నాందేడ్లో మహారాష్ట సీఎం ఫడ్నవీస్ యోగా గురు బాబా రామ్దేవ్ వేలాది మందితో కలిసి ఆసనాలు వేశారు ఇండో టిబిటెన్ బోర్డర్ పోలీసు సిబ్బంది ఉత్తర డలక్లోని పద్దెనిమిది వేల అడుగుల ఎత్తున మైనస్ ఇరవై డిగ్రీల చలిలో యోగాసనాలు వేశారు ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్లో సైనికులు గుర్రాలపై ఆసనాలు వేయగా జమ్మూలో బీఎస్ఎఫ్ డాగ్ స్క్వాడ్ బృందం సునకాలతో కలిసి యోగాసనాలు వేసి ఔరా అనిపించారు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు రాజ్భవన్లోని సంస్కృతి భవన్లో గవర్నర్ నరసింహన్ దంపతులు యోగాసనాలు వేశారు నిత్యం యోగా చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని నరసింహన్ వెల్లడించారు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన యోగా వేడుకల్లో మంత్రులు అధికారులు యోగాసనాలు వేశారు హైదరాబాద్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్ రావు యోగా దినోత్సవంలో పాల్గొన్నారు నవ్యాంధ్రలో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్యసాయి నిలయంలో కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో యోగా వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆంధ్ర ఒడిషా సరిహద్దులోని డుడుమా జలపాతం సమీపంలో బీఎస్ఎఫ్ జవాన్లు స్థానికులతో కలిసి యోగాసనాలు వేశారు రాజమహేంద్రవరంలో ఈఎఫ్ఎం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బ్రహ్మకుమారీలు యోగాసనాలు వేశారు ఇండోనేషియా లోని ఓ అగ్గిపులాల తయారీ కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ముప్పై మంది చనిపోయారు ఈ దుర్ఘటనలో మృతదేహాలు గుర్తుపట్టనంతగా కాలిపోయాయని అధికారులు చెప్పారు అగ్గిపులల తయారీ కేంద్రం సమీపంలోని ఇంట్లో చెలరేగిన మంటలు క్షణాల్లోనే తయారీ కేంద్రంలోకి వ్యాపించగా పెద్ద పేలుడు చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు అయితే ప్రమాదానికి అసలు కారణం తెలియదని ఉత్తర సుమత్రా విపత్తు నిర్వహణ అధికారి రియాడిల్ లూబిస్ తెలిపారు ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ జేడీఎస్ మధ్య పెరుగుతున్న దూరం ఆ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికల వైపు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మాజీ ప్రధాని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవేగౌడ వ్యాఖ్యానించారు తొలుత తమకు ఐదేళ్లు మద్దతిస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకుల వైఖరి చూస్తుంటే త్వరలోనే కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు ప్రస్తుతం పేరుకు మాత్రమే కుమారస్వామి సీఎంగా వ్యవహరిస్తున్నారని పెత్తనం మొత్తం కాంగ్రెస్ చేతిలోనే ఉందని దేవేగౌడ విమర్శించారు పొత్తు సమయంలో కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలు నిర్ణయాలన్నింటినీ జేడీఎస్ అంగీకరించినట్టు గుర్తు చేసిన దేవేగౌడ ఈ విషయాలు కర్ణాటక ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం దేశ స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది బ్యాంకింగ్ ఆటో ఇంధన రంగాల వాటాల విక్రయానికి మదుపర్లు మొగ్గు చూపిన వేళ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి గత సెషన్లో నాలుగు వందల ఎనభై తొమ్మిది పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ నాలుగు వందల ఏడు పాయింట్లు పతనమైంది ఉదయం ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఎనిమిది పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి ఒక దశలో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది గరిష్ట స్థాయి నమోదు చేసింది తర్వాత అమ్మకాల ఒత్తిడితో ముప్పై తొమ్మిది వేల నూట ఇరవై పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సెన్సెక్స్ చివరకు ముప్పై తొమ్మిది వేల నూట తొంభై నాలుగు పాయింట్ల వద్ద స్థిరపడింది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ నూట ఎనిమిది పాయింట్లు తగ్గి పదకొండు వేల ఏడు వందల ఇరవై నాలుగు పాయింట్ల వద్ద ముగిసింది ఇటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం